పదిహేడవ తేదీ వరకు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నందు అష్టోత్తర శత కుండాత్మక చండీ రుద్ర రాజశ్యామల సుదర్శన సహిత మహాలక్ష్మి యాగం నిర్వహించడం జరుగుతుంది ఈ ఈ యాగం మొట్ట ప్రప్రథమంగా మొట్టమొదటిగా ఈ విధమైన చతురాగమయుతముగా యాగం నిర్వహించడం జరుగుతుంది సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కళ్యాణ సౌభాగ్యముల కోసం సస్యశ్యామలంగా రాష్ట్రం అభివృద్ధి చెందడం కోసం అదేవిధంగా రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి మరియు ఇక్కడ ఉన్న లోక కళ్యాణార్థం ఈ యాగాన్ని దేవాదాయ శాఖ వారి ద్వారా నూట ఎనిమిది కుండములతోటి నిర్వహించడం జరుగుతుంది ఈ సందర్భంగా ప్రతిరోజు కూడా వివిధ ఆగమములు వైకానసం పాంచరాత్రం శైవికం వైదిక స్మార్త ఇలా నాలుగు యాగములతో కూడిన యజ్ఞములు హోమములు మరియు వీరశైవం తంత్రసారం గ్రామ దేవతారాధన శాతాద శ్రీ వైష్ణవం అనే నాలుగు ఆగమనులు ప్రకారముగా జప పారాయణాలు నిర్వహిస్తూ అత్యంత వైభవంగా ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమాలని మొదటి రోజు అనగా పన్నెండవ తేదీ ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషంలకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆంధ్రప్రదేశ్ మహా మహోదయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రారంభించడం జరుగుతుంది అనంతరం రోజుకొక విశేష విశిష్టత కలిగిన దేవాలయములతోటి ఇక్కడ కళ్యాణాలు కూడా నిర్వహించడం జరుగుతుంది పన్నెండవ తేదీన దుర్గా మల్లేశ్వర స్వామివారి కళ్యాణ కళ్యాణోత్సవం నిర్వహించడం అదేవిధంగా అనంతరం ప్రసాద వితరణ వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది పదమూడవ తేదీన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం ద్వారకా తిరుమల వారి కళ్యాణోత్సవం ఉంటుంది అదేవిధంగా పద్నాలుగవ తేదీన శ్రీ రమా సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామివారి కళ్యాణోత్సవము పదిహేనవ తేదీన బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామివారు శ్రీశైలం వారి కళ్యాణోత్సవములు కూడా ఇక్కడ నిర్వహిస్తాము పదహారవ తేదీన రాత్రి ఏడు ముప్పై నిమిషంలకు వరాహలక్ష్మీ నరసింహస్వామి వారు సింహాచలం వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమంలో రాష్ట్రంలో నుంచి అన్ని ప్రాంతాల నుంచి కూడా వచ్చి ప్రజలు భక్తులు అందరూ కూడా వచ్చి పాల్గొని ఒకే ప్రాంతంలో అన్ని వై ఆగమాలకి జరిగిన జరుగుతున్న ఈ కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు తీర్థప్రసాదాలు కళ్యాణాలు తిలకించవచ్చును అదేవిధంగా పదిహేడవ తేదీన పూర్ మహాపూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించడం కూడా జరిగింది మొత్తం ప్రజలందరికీ కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది వచ్చిన భక్తులందరికీ కూడా కావున ఈ కార్యక్రమాల్లో మొత్తం అందరూ కూడా వచ్చి పాల్గొనవలసిందిగా కోరుతున్నాం విజయవాడతో పాటు